అందరికీ నమస్కారం ది శివకృష్ణ నైంటీ స్కిట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా welcome to my channel Cristiano Ronaldo ఒక world famous football player Portuguese player నిన్న జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసి పక్కన పెట్టారు I mean he was about to give a ప్రెస్కి ఒక అడ్రస్ ఇచ్చేలాగా when you was sitting to give a speech to the press ఆ కూల్ డ్రింక్ బాటిల్ తీసి పక్కన పెట్టారు that bottle is nothing but the Coca Cola అది పక్కన పెట్టి దాన్ని పక్కన ఉన్న వాటర్ బాటిల్ చూపించి యాక్వా అని చెప్పారు మీన్స్ పోర్చుగీస్లో వాటర్ అని అర్థం ఐ మీన్ డ్రింక్ వాటర్ అని చెప్పి so within hours after this incident Coca Cola share price four billion dollars తగ్గిపోయింది వరల్డ్ మార్కెట్లో it was two hundred and forty two billion dollars before it has come down to two hundred and thirty eight billion dollars after this act by Cristiano Ronaldo so that is the power of a celebrity celebrities are watched very much keenly very much closely by the public వాళ్ళు ఏం చెప్పా మనం చేస్తాం వాళ్ళు ఒక ప్రోడక్ట్ ఎంజో ఎండోస్ చేస్తే దాని గురించి ఆలోచించకుండా రీసెర్చ్ చేయకుండానే వెళ్ళి కొంటాం because it is our celebrity it is our hero so వీళ్ళు కరెక్ట్గానే చెప్తారు అని చెప్పి we go blindly and buy the product so coming into the act yesterday ఈ కోకో కోలా అని ఒక multi giant company multinational corporate company it's based in USA వీళ్ళు వచ్చి ఇండియాలో నైన్టీన్ సెవెంటీస్ uh, నుంచి ఆపరేట్ చేస్తున్నారు బట్ uh, ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మన ఇండియన్ గవర్నమెంట్తో కొంచెం ప్రాబ్లం ఉంది and Coca Cola and Pepsi have vanish from India for some time మళ్ళీ after some years they return back to India the problem is Coca Cola company are using millions and millions of gallons of water వాళ్ళ ప్రోడక్ట్ తయారు చేయడానికి water is the main raw material for the cool drink I mean the Coca Cola Pepsi ఏదైనా వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ ఏదైనా సో దీని గురించి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తామిరబరి అని ఒక రివర్ ఉంది తమిళనాడులో అక్కడ నుంచి మిలియన్స్ ఆఫ్ వాటర్ వీళ్ళు తీస్తున్నారు for making their cool drink అని చెప్పి ఫార్మర్స్ చాలామంది ప్రొటెక్ట్ జరిగి జరిగాయి అండ్ చాలామంది చనిపోయారు due to drought that which has hit Chennai I mean Tamil Nadu కరువు వచ్చినప్పుడు వాటర్ లేదు వ్యవసాయానికి ఎందుకంటే దీంట్లో చాలా వరకు వాటర్ వచ్చి వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు మల్టీనేషనల్ కంపెనీస్ అని చెప్పి సో వీళ్ళు వెళ్ళి కోర్టులో స్టే కోర్టులో వేస్తేనే court gave a stay for them like they they put a band that they must not extract anymore extract water from the river అని చెప్పి but with in one year ఆ బ్యాన్ అనేది లిఫ్ట్ చేసేస్తున్నారు ఏంటంటే they are claiming that Coca Cola వచ్చి only extra I mean surplus water ఒకటే తీసుకుంటుంది it is not taking more water and వీళ్ళు ఇచ్చే price per litre it's around sixty fives and two thousand year two థౌజండ్లో ఒక డేటా పబ్లిష్ చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక్క లీటర్ ఆఫ్ కోకోకోలా తయారు చేయడానికి నైన్ లీటర్స్ ఆఫ్ వాటర్ వా వాడుతున్నారని చెప్పి means remaining eight litres is getting wasted ఏంటంటే వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే వాళ్ళ ఎక్విప్మెంట్ క్లీనింగ్కి and there are there are they status so many reasons so there is so much of water wastage due to this Coca Cola companies and దీనివల్లే చాలా ఇయర్స్గా వీళ్ళు ఇండియాలో చాలా చోట్ల ప్రొటెస్ట్ జరిగాయి వీళ్ళు ఎక్కడ ఒక బాటిలింగ్ ప్లాంట్ సెటప్ చేసినా వెంటనే దానికి ఒక రిటాలియేషన్ అండ్ రివోల్ట్ అనేది జరిగింది because there are they are wasting so much of water at the same time they are polluting the ground water ఒక స్టడీలో చెప్పి చెప్పారు ఏంటంటే టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు 153.6 billion liters of water in 61 countries have been used by Coca-Cola. I repeat, 153.6 billion liters of water within a span of uh, 11 years. So you could imagine the water scarcity already ఇండియాలో వాటర్ అనేది ఒక పెద్ద problem and that to these multinational giants ఇంత వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఫార్మింగ్కి అగ్రికల్చర్ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అండ్ గవర్నమెంట్ కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక యాక్షన్ తీసుకుంటాను వెంటనే వచ్చి they are still allowing I mean still the Coca Cola and Pepsi companies are still operational love now so they should the government should should seriously think about it and that to there was another claim that this cold cool డ్రింక్స్లో వచ్చి పెస్టిసైడ్స్ అనేది మిక్స్ మిక్స్ చేస్తున్నారని చెప్పి and some test some ground water test reveal that ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే వేస్ట్లో ఎక్కువ chemicals cadmium and some some harmful chemicals are found in the waste అని చెప్పి so still the government is keeping quiet but these companies are claiming we're not doing anything any such things we're not wasting water we're not adding any chemicals they వాళ్ళు అలాగే చెప్తారు బికాస్ వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముడు పోవాలి కాబట్టి so the government should definitely take some serious steps and ఇప్పుడు ఈ celebrity so such act as stated us that he doesn't endorse the product so let's not drink such carbonated drinks and spoil our health instead drink water the water is uh, like a, a precious gift from god to us water తాగండి హెల్త్ కాపాడుకోండి don't let's let's ban Coca Cola and Pepsi in our in our country ఇప్పుడు కరోనా వైరస్ తర్వాత ఇలాగ మనం చైనా ప్రొడక్ట్స్ అన్ని బ్యాన్ చేసాము there was a survey that చాలా per about seventy five percent వరకు చైనా చైనీస్ ప్రొడక్ట్స్ అనేది స్టాప్ చేశారు ఇండియన్స్ వాడడం అని చెప్పి so that was a very great move మన ఇండియా గ్రోత్ అవ్వడానికి మన ఎకనామీ పెంచడానికి చాలా యూస్ అవుతుంది సో ద సేమ్ వే మనము ఈ కంపెనీస్ ఎంకరేజ్ చేయకుండా ఆ కూల్ డ్రింక్స్ తాగకుండా let support farmers let support agriculture so that's my motive for this video and uh, thank you guys for watching this video if you like the content please subscribe to my channel and uh, uh, please kindly share this video and uh, thank you eat healthy uh, stay healthy thank you this is shiva krishna signing off your 90s kids you all take care bye bye